ఎవరిని ఎవరే డిస్టర్బ్ చేసింది ఎవరిని ఎవరే ప్రేమించింది ఎవరిని ఎవరే ఏయ్ ఎవరే అతను తను మా బావ కాగితం పైన మచ్చ ఉంటుందేమో కానీ మా బావ విషయంలో ఒక చిన్న తప్పు కూడా ఉండదు రాములాంటి గుణమున్నాడు మా బావ